మన దేశం బాగుపడాలంటే మార్పు రెండేరేళ్ళు మొదలవ్వాలి సార్ ఒకటి రాజకీయ నాయకులు రెండోది ప్రభుత్వ ఉద్యోగులు సూపర్ హిట్ మూవీ నాంది తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానిక రాజకీయాలు ఎలక్షన్లు ఓటర్ల నేపథ్యంలో సాగనున్న ఈ మూవీ ట్రైలర్ను మారేడుమిల్లి ఏపీఆర్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల చేత రిలీజ్ చేయించారు ఈ నేపథ్యంలో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ ఎలక్షన్లు ఓటర్ల గురించి చాటి చెప్పే సినిమా ఇట్లు మారేడుపల్లి పెళ్లి అన్నారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తులో మీరందరూ పౌరులుగా ఎదుగుతారని అప్పుడు మీ ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి అని చాటి చెప్పే మంచి కథాంశం ఈ సినిమాని అన్నారు ఆరు ఏడు నెలల నుంచి పరిశోధించి భారతదేశంలో పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంచి కథను ఎంచుకొని ఈ సినిమా చేయటం జరిగిందన్నారు ఈ సినిమా నవంబర్ ఇరవై ఐదున విడుదల అవుతుందని అందరూ ఆదరించారన్నారు తనకు తోచిన సహాయంగా స్కూల్కు ఇన్వర్టర్లను బహుమానంగా ఇస్తానని చెప్పారు అలాగే ఈ సినిమా హిట్ అయితే హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కూడా మిల్లులో ఏర్పాటు చేస్తానని చెప్పారు ఈ నేపథ్యంలో మారేడుమిల్లి ఏపీఆర్ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ సినిమా ట్రైలర్ను చూసి తమ అభిప్రాయాలను పంచుకున్నారు బాగున్నారా చాలా ఆనందంగా ఉందండి మిమ్మల్ని అందరం చూస్తుంటే చాలామంది అడిగారు మారేడుమల్లిలో ఎందుకని ఈ సినిమా ఇట్లు మారేడుమల్లి ప్రజానికం అని పేరు పెట్టాం అండ్ ఈ సినిమా ఒక ఎలక్షన్స్ గురించి ఓటకు గురించి చెప్పే సినిమా రేపు మీరందరు ఫ్యూచర్లో ఓట్లు ఓటకు మీరే ఉపయోగించుకోవాలి సో రేపు మీరందరూ ఫ్యూచర్ సిటిజన్స్ మనకి సో మీ అందరి చేతితోటి ఇవాళ ఈ టీజర్ థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ అహ్మద్ గారికి అలాగే ఇక్కడ పనిచేసిన టీచర్స్ అందరికీ చాలా సపోర్టివ్గా మాకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మాకు టైం అండ్ ఎవ్రీ రిసోర్సెస్ అన్ని స్పెండ్ చేశారు సో థ్యాంక్ యూ అందరికి అన్ని టీచర్స్కి అందరికీ పేరు పేరున thank you thank you very much Maredumilli Maredumilli ప్రజానీకం ఇది డెఫినెట్గా బండ మీద జనాలు ఓట్లు తీసుకోవాలని తెలిసిన ప్రభుత్వ అధికారులకి ఆ జనం బతుకు కోసం కష్టపడతారని ఎందుకు తెలియట్లేదు అన్యాయంగా బెదిరించేవాడు కన్నా న్యాయం కోసం ఎదిరించేవాడు బలమైన వాడు వాళ్ళు ఉండే ఊరే వాళ్ళకి బలం ఈ ఊరికి రోడ్డు వచ్చినా బ్రిడ్జి వచ్చినా ముందు నష్టపోయేది నేను మీరు పోలీసులు నమ్మినా మిలిటరీ నమ్మినా తల దించేదే లేదు ఏదో ఒక పాయింట్ వరకు అది కాదంటుంది దాని తర్వాత నుంచి మనం ఒక టూ త్రీ కిలోమీటర్స్ లోపల నడిచెళ్ళాలి అక్కడ నుంచి కొంచెం పైకి అప్పులు ఎక్కాలి సో అలాంటి అంటే మన దగ్గర ఎక్కువ ఆర్టిస్టులు దగ్గర నుండి ఎక్కువ టెక్నీషియన్ బాగా కష్టపడ్డారు అండ్ వీ uh, షాట్ ఒక కాలేజ్ దగ్గర ప్లేస్ కూడా బాగా సో అది మార్నింగ్ త్రీ ఓ క్లాక్ పైకే ఉంది సో ఆ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు షూటింగ్ తీసుకుని చేయడం జరిగింది సో అక్కడ వెరీ లిమిటెడ్ ప్రూవ్ వెళ్ళినా కూడా అక్కడ చేసే ప్రాబ్లం సో ఈ సినిమాకి వచ్చేటప్పుడు మేము ఏం చేసామంటే ఇప్పటి వరకు అంటే మన ఇండియాలో చూసుకుంటారంటే ఒక ఎయిట్ పర్సెంట్ ఇండియన్స్ మన దాంట్లో ఎయిట్ ట్రైబల్ దాంట్లో ఫోర్ పర్సెంట్ మాత్రమే అడ్మిట్ ఉంటే వాళ్ళు డీప్ రూట్ అక్కడ జంగల్లోనే ఉంటే అక్కడ దాంట్లో వచ్చిన ఆదాయం దాంట్లో వచ్చిన ప్రొడక్ట్స్ తోటి వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తుంటారు సో మనకి ఎక్కడైనా ఉదాహరణకి మనకి ఏదైనా మన సిటీలో ఉంటే ఒక ఫోన్ చేస్తుంటే గన్సో కానీ స్విగ్గీ కానీ ఎవరికి మెడిసిన్స్ కానీ ఫోన్లు వచ్చేస్తుంటాయి సో వాళ్ళకి ఏదైనా కనీసం అవసరం వస్తే అంటే వాళ్ళు ఒక కొండ దిగటానికి మూడు గంటల నుండి మళ్ళీ ఏదైనా సామాన్లు కొడుకుని మరి సరుకులు కొనుక్కుని మళ్ళీ కొండ ఎక్కాలంటే ఫోర్ అవర్స్ పడుతుంది so that's not easy for every అంటే మనకి ఏదైనా కావాలంటే మన మెడికల్ షాప్ లేకపోతే డాక్టర్ హాస్పిటల్ ఎనీథింగ్ రావాలని ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు వచ్చాను సో ఇప్పుడు నా నా డ్రీమ్ వచ్చి నేను ఇక్కడ స్క్రీన్లో చూసేటప్పుడు చాలా ఆనందంగా ఉంది సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడం ఫుల్ఫిల్ చేసేయడానికి ఫస్ట్ నేను నరేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి సో దాని ముందు నా ప్రొడ్యూసరు సో ఆయనకి ఈ కథ చెప్పాను ఇమీడియట్గా నరేష్ గారి దగ్గర తీసుకెళ్లారు నన్ను నమ్మి తీసుకెళ్లారు సో నరేష్ గారు నన్ను నమ్మి సినిమా ఇచ్చారు సో అందరి నమ్మకం నేను ఫుల్ఫిల్ చేశాను ఒక చిన్న హ్యాపీనెస్ ఉందండి ఇంకొకటి నా మైండ్లో ఉన్న విషయాలు ఇప్పుడు చాలామంది ట్రైలర్ గురించి చెప్పారు సో ట్రైలర్ చూసిన వెంటనే ఈ సినిమాలో చిన్న చిన్న విషయాలు నేను జనాలకు చెప్తాను అనుకున్నాం సో అది వెంటనే రీచ్ అయింది అన్నది చాలా సంతోషంగా ఉంది మూవీలో చూపిస్తున్నారు ఈ మూవీ చూసిన తర్వాత మా ప్రజలందరూ కూడా చాలా అవేర్నెస్ తెచ్చుకుంటారు అసలు ఓట్ అంటే ఏంటి ఓటు యొక్క పవర్ ఏంటో ఖచ్చితంగా మా ప్రజలు తెలుసుకొని కరెక్ట్ నాయకుడిని ఎంచుకొని వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడం ఇది ఒక ఒక ఫస్ట్ స్టెప్ అనమాట దీనికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఉంటుందని సార్ చాలా యాక్షన్ అనేది చాలా గా ఉంది మా విలేజ్ యొక్క కష్టాలు ప్రతిదీ కూడా ఈ మూవీలో చాలా క్లియర్ కట్ గా చూపించారు సో ఈ ట్రైలర్ చూస్తూనే ఇది సూపర్ హిట్ అని మేము చాలా ఫిక్స్ అయిపోయాం తన డిక్షన్లో కామెడీ అనే కొత్త విమోషన్ ఇచ్చిన సీమశాస్త్రి అతడు సరదాగా నవ్వించే సుడిగాడే కాదాయన అప్పుడప్పుడు సీరియస్గా ఏడిపించే గాలోడు కూడా ఆయన ప్రేక్షకుల్ని అలరించడమే తన అంతిమ గమ్యం ఈ ప్రయాణంలో నాంది మరో సగం కొనసాగింపుగా కొనసాగింపుగా ఈ ఇట్లు మారేడుమిల్లి ప్రధానికం ఇది ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా మా అందరి తరపున కోరుకుంటూ <laughs> చూసినప్పుడు ముఖ్యంగా ఏమనిపించిందంటే డైరెక్టర్ గారు మోహన్ గారు ముఖ్యంగా ఓటు అంటే ఏంటి ఓటు ఓటు యొక్క ప్రాముఖ్యత ఈ సినిమాలో ఉందని బాగా ట్రైలర్ చూసుకునే తెలుస్తుంది అలాగే ఈ ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి ఈ ఫిల్మ్ ని మా ప్రాంతంలో తీసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి ఇంకా బెస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ మా ప్రాంతాల్లో తీయాలని నా యొక్క స్క్రీన్ అంటే సినిమా పవర్ఫుల్ మీడియం అందరికీ త్వరగా రీచ్ అవుతుంది సో దీని గురించి ఏదో చేయాలని కథ నుంచి దీని గురించి రీసెర్చ్ చేయడం చేయడం జరిగిందండి దాదాపు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ రీసెర్చ్ చేస్తుంటే ఎవరెవరు ఎంత ప్రాబ్లం అంటే మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా యావత్ భారతదేశంలో చాలా మంది ఎలా ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళ గురించి చెప్పిన కథ అండి సో డెఫినెట్ గా మేమంతా చాలా సిన్సియర్ గా కష్టపడి ఇష్టపడి చేస్తాం ఈ సినిమా ఇరవై ఐదో తారీఖున నవంబర్ ఇరవై తారీఖున థియేటర్ రిలీజ్ అయిపోతుంది మీరందరూ చూసి ఈ సినిమాని ఇటువంటి పెద్ద విజయం చేయాలని కోరుకున్నాను ఇప్పుడు ఈ కథ బాగా నచ్చిన నరేశ్వరం తెలుసు చెప్పారు ఈ కథలో ఒక విలేజ్ ఒక టైగర్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ ఇలా ఉంది దానికోసం ఇప్పుడు మారేడు మీకు వచ్చి ఒక ముప్పై రోజులు షూటింగ్ చేసాం ఇక్కడ ఉన్న ప్రజలందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు అలాగే మా టోటల్ యూనిట్ ని మా మేనేజర్ వెంకటేశ్వర గారు ఎంసీ బాగా చూసుకున్నారు ఇప్పుడు మారేడు మళ్ళీ ప్రజానికం అని మేము కోరుకుంటున్నాం ఊరు ప్రజలందరూ గర్వంగా ఉండే సినిమా తీసాం మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు మా ఊరి మీద ఎలాంటి సినిమా తీశారని అలాగే ఈ ట్రైలర్ అలాగే ఈ ట్రైలర్ ఇక్కడ రిలీజ్ చేస్తే బాగుంటుందని మా హీరో గారు ఐడియా ఇచ్చారు దానికోసం ఇక్కడికి వచ్చాం చాలా చాలా హ్యాపీగా జరిగింది ఈ సినిమా నవంబర్ ఇరవై థియేటర్లోకి వస్తుంది మీరు అందరూ చూసి మమ్మల్ని ఆశ్రయించాలని కోరుతున్నాం అలాగే హాస్యా మూవీస్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో మనకి ఇట్లు మారేడుమిల్లి ప్రజానికి మూవీ రాబోతుంది so today event organise by UB media so yes మరి ఎందుకు లేట్ మరి స్టార్ట్ చేసేద్దామా ట్రైలర్ చూడడానికి రెడీనా సరిపోతుంది వాయిస్ చేద్దాం అనుకుంటున్నారు సో ఇది మా అతిథి తరఫున మీకు చేసే చిన్న సహాయం సో డెఫినెట్గా మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది థ్యాంక్ యూ అండ్ ఇందాక మీరు అందరూ అడిగారు మారేడుపల్లిని ఇవాళ చెప్తున్నాను ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది హిట్ అయిన తర్వాత హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కూడా మారేడుమల్లినే పెడతాం thank you thank you very much so so so sweet ఖచ్చితంగా ట్రైలర్ కూడా చాలా ఇంటెన్స్ అనిపించింది సో నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ అందరూ సినిమాని చూడడానికి రెడీనా సో ఎస్ మేమందరం రెడీగా ఉన్నాం సినిమా చూడడానికి సో ఒక్కసారి స్కూల్ స్టాఫ్ వస్తే ఒక ఈ స్కూల్ కిలోమీటర్స్ కొన్ని గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు సో ఇది మా అతిథి తరఫున మీకు చేసే చిన్న సహాయం సో గా మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది థ్యాంక్ యూ అండ్ ఇందాక మీరు అందరూ అడిగారు మారేడుపల్లి ఇవాళ చెప్తున్నాను ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది హిట్ అయిన తర్వాత హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కూడా మారేడు బల్లిలో పెడతాను thank you thank you very ఖచ్చితంగా గొప్ప హిట్ సో చాలా బాగుంది టీజర్ చూస్తే నాకు అర్థమైపోయింది ట్రైలర్ కూడా చాలా ఇంటెన్స్ అనిపించింది ప్లేయర్స్ అందరం రెడీగా ఉన్నాం సినిమా చూడడానికి సో ఒక్కసారి స్కూల్ స్టాఫ్ వస్తే ఒక కొండ మీద జనాలు ఓట్లు తీసుకోవాల్సి వచ్చిన ప్రభుత్వ అధికారులకి ఆ జనం బతుకు కోసం కష్టపడతారని ఎందుకు తెలియట్లేదు అన్యాయంగా బెదిరించేవాడు కన్నా న్యాయం కోసం ఎదిరించేవాడు బలమైన వాడు వాళ్ళు ఉండే ఊరే వాళ్ళకి బలం ఈ ఊరికి రోడ్డు వచ్చినా బ్రిడ్జి వచ్చినా ముందు నష్టపోయేది నేను మీరు పోలీసులు నమ్మినా మిలిటరీ నమ్మినా తల దించేదే లేదు చూపిస్తున్నారు ఈ మూవీ చూసి చూసిన తర్వాత మా ప్రజలందరూ కూడా చాలా అవేర్నెస్ తెచ్చుకున్నారు అసలు ఓట్ అంటే ఏంటి ఓట్ యొక్క పవర్ ఏంటో ఖచ్చితంగా మా ప్రజలు తెలుసుకొని కరెక్ట్ నాయకుడిని ఎంచుకొని వాళ్ళ భవిష్యత్తు తీర్చుకోవడానికి ఒక ఫస్ట్ స్టెప్ అనమాట ఇప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా యాక్షన్ చాలా సూపర్ గా ఉంది మా విలేజ్ యొక్క కష్టాలు ప్రతిది కూడా ఈ మూవీలో చాలా క్లియర్ కట్ గా చూపించారు సో ఈ ట్రైలర్ చూస్తేనే ఇది సూపర్ హిట్ మేము చాలా ఫిక్స్ అయిపోయాం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు వచ్చాను సో ఇప్పుడు నా నా డ్రీమ్ వచ్చి నేను ఇక్కడ స్క్రీన్లో చూసేటప్పుడు చాలా ఆనందంగా ఉంది సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడం ఫుల్ఫిల్ చేసేదానికి ఫస్ట్ నేను నరేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి సో దాని ముందు నా ప్రొడ్యూసరు సో ఆయనకి ఈ కథ చెప్తాను గా నరేష్ గారి దగ్గర తీసుకెళ్లారు నన్ను నమ్మి తీసుకెళ్లారు సో నరేష్ గారు నన్ను నమ్మి సినిమా ఇచ్చారు సో అందరు నమ్మగా నేను ఫుల్ఫిల్ చేశాను ఒక చిన్న హ్యాపీనెస్ ఉందండి ఇంకొకటి నా మైండ్లో ఉన్న విషయాలు ఇప్పుడు చాలా మంది ట్రైలర్ గురించి చెప్పారు సో ట్రైలర్ చూసిన వెంటనే ఈ సినిమాలో చిన్న చిన్న విషయాలు నేను జనాలకు చెప్తాను అనుకున్నాం సో అది వెంటనే రీచ్ అయిందన్నది చాలా సంతోషంగా ఉంది